hi friends welcome to competitive వాడా ఇప్పటివరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి దాని ద్వారా మీకు మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి ల్యాప్టాప్కి డెస్క్టాప్కి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూద్దాము తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జూనియర్ పంచాయతీరాజ్ పోస్టులను భర్తీ చేయడానికై నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది కాగా అర్హత ఫీజు వివరాలను మీరు పంచాయతీరాజ్ అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు సెప్టెంబర్ మూడు నుండి సెప్టెంబర్ పదకొండు వరకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సెప్టెంబర్ పదో తారీఖు వరకు పెనాల్టీ ఫీజు ఏం లేకుండా అప్లై చేసుకోవచ్చు దీనికి official website HTTP colon slash slash TSPRI dot CGG dot GOV dot IN ఇది అఫీషియల్ వెబ్సైటు దీంట్లో మనం నోటిఫికేషన్ కూడా చూడొచ్చు ఒకసారి నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేద్దాము ఇది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ Gramajyothi TSPRI CGG dot GOV dot IN ఇక్కడ మనకి లేటెస్ట్ న్యూస్లో కనబడుతుంది కదా ఇక్కడ చూడండి junior panchayat secretary notification further details like vacancies qualifications and etcetera will be available here ఒకసారి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి వేరే పేజ్ ఓపెన్ అవుతుంది ఇది ఆ పేజ్ ఒకసారి ఈ డీటెయిల్స్ చూద్దాము ఇక్కడ మనకి తెలుగులో కూడా ఇచ్చారు ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు మనం తెలుగులో చూద్దాము ఉద్యోగ ప్రకటన తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ ఉపాధి కల్పన విభాగం హైదరాబాద్ ప్రకటన సంఖ్య ఇరవై ఐదు అరవై CPR and RE by B two రెండు వేల పద్దెనిమిది డేట్ ముప్పై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఇది నిన్న రిలీజ్ చేశారనమాట జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియామకం చేయుట కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నవి అభ్యర్థులు మూడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుండి పదకొండు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది వరకు దరఖాస్తు చేసుకొనవచ్చును మూడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది అంటే సెప్టెంబర్ మూడో తారీఖు నుండి సెప్టెంబర్ పదకొండో తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫీజు చెల్లింపు చివరి తేదీ పది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మనం ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ టెన్త్ అనమాట సెప్టెంబర్ టెన్త్ అప్లై చేసుకోవడానికి మాత్రం లెవెన్త్ దాకా ఉంది కానీ ఫీజు కట్టడానికి మాత్రం టెన్త్ వరకే ఇచ్చారు మొత్తం పోస్టుల సంఖ్య తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జిల్లా వారీగా పోస్టుల సంఖ్య అర్హతలు పరీక్షా విధానము ఫీజు తదితర వివరములకు దయచేసి HTTPS colon slash slash TSPRI dot CGG dot GOV dot IN చూడగలరు ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి మళ్ళీ ఆ సైట్కి వెళ్ళి చూద్దాము అఫీషియల్ వెబ్సైట్కి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఇక్కడ మనకి further details like vacancies qualifications etcetera will be available on this website after five PM today మనకి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా అంటే వేకెన్సీస్ అన్ని క్వాలిఫికేషన్స్ అంతా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఈ వెబ్సైట్లో పెడతారు మనం అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అన్ని చూద్దాము ప్రస్తుతానికి మాత్రం ఇది ఫ్రెండ్స్ తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు పోస్టులకి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడే మీకు చెప్పాను త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేసి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో తొందరగానే రిలీజ్ అయింది కాబట్టి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇంకా ఫాస్ట్గా మనకి ఎగ్జామ్ పెట్టడము రిజల్ట్స్ ఇవ్వడము పోస్టింగ్ కూడా అంతా ఫాస్ట్గా జరిగిపోయింది కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సాయంత్రం ఐదు గంటల తర్వాత నుండి ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు కాబట్టి అప్పుడు వేరే వీడియో చేసి పెడతాను అది కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి thank you very much friends all the best